హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు Telugu all in one channel nine friends డిఎస్సికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి రావటం జరిగింది ఆ వివరాలను ఈ వీడియోలో తెలియజేస్తాను ఒకసారి మీరు జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఆ వివరాల్లోకి వెళ్తే ముప్పై ఒక్క వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ కేంద్రానికి రాష్ట్ర సర్కారు నివేదిక స్కూళ్ళల్లోనే కాదు డైట్ కాలేజీలు ఎస్సీఆర్టీలోనూ యాభై శాతం ఖాళీలు పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా పెండింగ్లోనే ఫైల్ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు నిరుద్యోగులు అనే క్యాప్షన్స్ తోటి మనకి న్యూస్ అనేది రావటం జరిగింది ఫ్రెండ్స్ ఈ వివరాలను ఒకసారి చూస్తే రాష్ట్రంలో పాఠశాలలలో ఖాళీగా ఉన్న వేలాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు ఖాళీగా భర్తీకి అధికారులు ప్రతిపాదనలు పంపినా పలు సాకులతో తిరస్కరిస్తుంది టీచర్ పోస్టుల భర్తీ ఫైల్ గత మూడేళ్లుగా ప్రభుత్వం వద్ద పెండింగ్లో మూలుగుతుంది ఎక్కువగా ఖాళీలు లేవని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించే నివేదికల్లో మాత్రం వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చూపుతుంది వల్ల రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్రానికి పంపించిన నివేదికలో ప్రాథమిక పాఠశాలలలో పదకొండు వేల ఐదు వందల డెబ్బై ఆరు ప్రాథమికోన్నత పాఠశాలలో రెండు వేల నలభై పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది ఇవి కాకుండా సెకండరీ స్కూల్ దాదాపు ముప్పై ముప్పై నాలుగు పాయింట్ ఐదు రెండు శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నివేదించింది ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు ఇటీవల వీటిలో పదివేల మూడు వందల యాభై రెండు భర్తీ కోసం పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సమర్పింపగా ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది అన్ని పోస్టులు అవసరం లేదంటూ ఆర్థిక శాఖ చేతులెత్తేసింది కొన్ని ప్రత్యేక పోస్టులు కలుపుకొని మొత్తం ఏడు వేల పోస్టులు మాత్రమే అవసరమవుతాయని తేల్చేసింది వాటిని భర్తీ చేయాలి అంటే కేబినెట్ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది మూడు కేటగిరీల్లోనూ ఖాళీలే ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలలో పదమూడు వేల ఆరు వందల ఆరు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమగ్ర శిక్ష అభియాన్ నివేదిక స్పష్టం చేసింది ఇది కాకుండా సెకండరీ స్థాయిలో ముప్పై నాలుగు పాయింట్ ఐదు రెండు శాతం ఖాళీలు ఉన్నాయని పేర్కొంది రాష్ట్రంలో ప్రభుత్వం జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో సెకండరీ స్థాయి స్కూళ్ళు ఐదు వేల వరకు ఉన్నాయి ఒక్కొక్క దానికి కనిష్టంగా తొమ్మిది మంది గరిష్టంగా ఇరవై మందికి పైగా టీచర్లు ఉంటారు ఈ లెక్కన సెకండరీ స్థాయిలోనే అరవై వేల టీచర్ పోస్టులుంటాయి వీటిలో ముప్పై నాలుగు పాయింట్ ఐదు టూ శాతం అంటే దాదాపు పద్దెనిమిది వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్కలు మొత్తంగా ముప్పై ఒక్క వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు స్పష్టమవుతుంది రెండు వేల పద్నాలుగులో పదివేల మూడు వందల పదమూడు టీచర్ పోస్టుల భర్తీ కోసం డిఎస్సిని ప్రకటించారు అనంతరం ఎలాంటి భర్తీ చేపట్టలేదు వేలాది మంది టీచర్లు పదవి విరమణ పొందుతూ పాఠశాల పాఠశాలలలో పోస్టులు ఖాళీ అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఇక డైట్ ఎస్సీఆర్టీలో యాభై శాతం పైగా పోస్టులు ఖాళీ రాష్ట్రంలో ఎలిమెంటరీ ఉపాధ్యాయ శిక్షణ సంస్థలలో అంటే డైట్ బోధనా పోస్టులు యాభై శాతం ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం కేంద్రానికి పంపిన నివేదికల్లో పేర్కొంది జిల్లాకొకటి చొప్పున మొత్తం పదమూడు డైట్లలో ఒక్కొక్క దానిలో ఇరవై ఐదు మంది చొప్పున మూడు వందల ఇరవై ఐదు మంది బోధనా సిబ్బంది ఉండాలి ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టులు మూడు వందల నలభై కాగా ప్రభుత్వం పనిచేస్తున్న వారు అరవై ఆరు మంది మాత్రమే మిగిలిన పోస్టులను ఖాళీగానే ఉన్నాయి విద్యార్థులకు కెరీర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కింద పద మూడు కాలేజీలు కాలేజీ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్లను పదిహేడు మంది చొప్పున యాభై ఒక్క అకాడమిక్ పోస్టులు మంజూరై కేవలం పంతొమ్మిది మంది మాత్రమే భర్తీ అయ్యారు అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ ఇరవై ఆరు అకాడమిక్ పోస్టులు మంజూరైన అందులో కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలిలో అకాడమిక్ పోస్టులు నలభై ఐదు అవసరం కాగా ప్రభుత్వం కేవలం ముప్పై ఐదు పోస్టులను మంజూరు చేసింది అందులోనూ ఇరవై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇన్ని వేల పోస్టులు ఖాళీగా ఉన్నా అటు డిఎస్సిని కానీ ఇటు డైట్ ఎస్సిఆర్టీ పోస్టుల భర్తీపై కానీ ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంపై ఉపాధ్యాయ సంఘాలు నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా కామెంట్స్ని ఇవ్వండి